అందరూ కళ్ళు మూసినట్టయితే చిన్న ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ దేవాని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృప కలిగిన వాడ ఈ రాత్రి ప్రభా మరలా మీ సన్నిధిలో ప్రభా ఈ విధంగా ప్రభా మేము కలుసుకోవడానికి దేవాన్ని స్థుతించడానికి మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవ ప్రభ ఎంతోమందికి ప్రభా హలలియ ప్రభా ఆరాధనలు జరుపుకోలేక ప్రార్థనా కోడికలు జరుపుకోలేక ఇదిగా ఉంటూ ఉండగా ప్రభా ఈ విధంగా లైవ్లోనైనా ప్రభా మేము ప్రభా నేను స్థుతించడానికి ఈ విధంగా ప్రభా ప్రార్థనా కోడికలో పాల్గొనడానికి ఇదిగో మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా కృప కలిగిన వాడ జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభ మీరు దర్శించండి పేరు పేరున ప్రభు మీరు దీవించండి దేవానికి వందనాలు ఆశీర్వదించండి దేవానికి వందనాలు జరగనైనటువంటి ప్రతి పరిచర్లో కూడా ప్రభు మీరు తోడు ఇండి నడిపించండి పాటల పరిచర్లో తోడు ఇండి వాక్య పరిచయలు తోడు ఇండి ప్రార్థనలన్నింటిలో కూడా ప్రభా మీ కృప మాకు తోడు గురించి నడిపించండి ఎవరి గృహాల్లో వారు ఉంటున్నప్పటికీ కూడా ప్రభా ఇదిగో మీ సన్నిధి ప్రభా హలలియ ఇదిగో మీ ప్రసన్నత ఇదిగో వారు ఉంటున్నటువంటి స్థలంలోనే ప్రభా మీరు కుమ్మరింప చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృప కలిగిన వాడ సహాయం చేయండి దేవా నీకు వందనాలు ప్రభా హలలియా ఈ కోడికంతా కూడా ప్రభా మా జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు వందనాలు ప్రభావ జాయిన్ అవ్వాల్సిన వారిని ప్రభా వారు కూడా సమయానికి జాయిన్ అవ్వడానికి ఇదిగో ప్రభా వారి హృదయాలతో మీరు మాట్లాడండి అన్ని ప్రభా ఏ విధమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ప్రభా సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నాం ప్రభా ఇదిగో మీ నామ మహిమాలతో మీ సమస్తం ప్రభు మీరు జరిగించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామమున అడిగి వేడుకుని నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవనామానికి మహిమ కలుగును గాక చాలా మంచి సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మరలా మనందరికీ అనుగ్రహించినందుకు నేను దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మనం పాటలు పాడుకొని ముందుకు వెళ్దాం సుతేజ సుహాసిత ఇరువురు లైన్లో ఉన్నారు మొట్టమొదటిగా వారు ఒక పాట పాడి వినిపిస్తారు ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం నన్ను బలపరచు దేవుని ద్వారా అసాధ్యమైనది ఎదియులేదు నన్ను బలపరచు దేవుని ద్వారా ఘనములకు మించి అత్యాభుతములతో నా దేవుడు నన్ను నడిపించును జ్ఞానమునకు మించి అత్యద్భుతములతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసునకుడ ఉండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసునకుడ ఉండగా బాధలు శ్రమలు వచ్చినను మాత్రం భయపడని కానెను బాధలు శ్రమలు వచ్చినను మాత్రం భయపడని కానెను జ్ఞానమునకు మిచ్చి శక్తి నాలో నింపించి ఆచరిగా నన్ను నడిపించును జ్ఞానమునకు మించి శక్తి నాలో నింపి జయాశాలిగా నన్ను నడిపించును సాధ్యమే అని సాధ్యమే రాయేసున కూడా ఉండగా సాధ్యమే అని సాధ్యమే రాయేసున కూడా ఉండగా సాతాను శక్తులను జయింతు నేను వాక్యపు శక్తి చే జయింతు నేను సాతాను శక్తులను జయింతు నేను వాక్యపు శక్తి చే జయింతు నేను జ్ఞానమునకు మించి దివ్య సమాధానం నా హృదయములో నిపుణయ జ్ఞానమునకు మిచి దివ్య సమాధానం నా హృదయములో నిపుణయన సాగ్రమే అన్ని సాగ్రమే నాయసున పురముండగా సాధ్యమే అన్ని సాధ్యమే నాయసున పురముండగా అసాధ్యమైనది దేవులేదు నన్ను బలపరచు దేవుని ద్వారా అసాధ్యమైనది ఎదియులెదు నన్ను బలపరచు దేవుని ద్వారా జ్ఞానామునకు మించిన జ్ఞాపురములతో నా దేవుడు నన్ను నడిపించును జ్ఞానామునకు మించిన అత్యద్భుతములతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అని సాధ్యమే నా యేసునకు ఉండగా సాధ్యమే అని సాధ్యమే నా యేసునకు ఉండగా సాధ్యమే అని సాధ్యమే నా యేసునకు ఉండగా సాధ్యమే అని సాధ్యమే నామానికి మహిమ కలుగును కాక ప్రసాదాన్ని మనుషులు ఎలా ఉన్నారో ఒక పాట పాడి వినిపిస్తారు పాట మన ముందుకు వెళ్దాం నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ్యా చిన్న ఆశయ్యా పోయే నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ పోయేసయ లయ్యా నీతో నేను నడవాలని నీతో కసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నడువాలేక నేను ఈ లోక యాత్రలు బహు నయా నడువాలేక ఈ లోక యాత్రలు నయా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నాయసయ్యా నా నీతో నన్ను నడిపించుమయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ ఎసయ్యా ఆ ఆశయ్యా చిన్న ఆశయ్యా పోయేసయ్యా నీవే తీర్చాలయ్యా నీలోనే అలానే నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మాత్రమయ్యా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మాతృమయ్యా నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా పోయేసయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా పోయేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ ఏ సయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా పోయేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని అలలుయ మహిమ కలుగును గాక పాటల ద్వారా దేవుడు నామానికి మహిమకరంగా ఉన్నందుకు మీ ఇద్దరిని దేవుడు స్థుతించిన గాక మనం ప్రార్థన చేసుకుని రాత్రి మనం ముందుకు వెళ్దాం ఈ రాత్రి అందరూ ఒకంత కన్నులు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరూ కన్నులు మూసుకుందాం అందరూ కన్ను మూసినట్లయితే కొన్ని నిమిషాలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన సాన్నిధ్యాన్ని మనకు తోడుగుంచేలాగున తన కృప మనకు తోడుగుంచేలాగున తన స్వరాన్ని ఈ రాత్రి మనకు వినిపింప చేయలాగున తన సాన్నిధ్యాన్ని మనం ఈ రాత్రి అనుభవించేలాగున మనమందరము ప్రార్థనలో ఉంటూ ఉండగా బేబీ ఆంటీ ప్రార్థనలో నడిపిస్తారు అందరము ప్రార్థనలో ఉందాం అందరం కొన్ని నిమిషాలు స్తోత్రం స్తోత్రం ప్రస్తుతమైన దేవా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా దేవా దేవా నీ దైవలి నాయన పోయిన గురువారం నుంచి గురువారం వరకు రెక్కల కింద భద్రపరిచిన దేవుడు కంటి పాపలు కాపాడిన దేవుడు గని స్తోత్రాలయ్యా చేసిన వీలుకు వందనాలు ఉపకార స్తోత్రం నడిపించిన విధానం కాపాడుచున్న విధానికి వందనాలయ్యా ఏసయ్యా మీకు ఎన్ని స్థుతులు చెప్పిన స్తోత్రాలు చెప్పిన నా దేవా నీ రుణం తీర్చుకోలేమయ్యా ప్రాణ దేహాత్మ వచ్చి ప్రార్థిస్తున్నాం ప్రార్థన మీరు ఆలకించండి చెవియగండి మాలోన పొదులు బలహీనతలు నాయన రక్తం దక్షిణ మమ్మల్ని కడిగి శుద్ధీకరించను క్షమించను పరిశుద్ధుడా మీరు మాకు సహాయం చేయండి ఇంతవరకు సహాయం చేసినావు కాపాడినవు తండ్రి భద్రపరిచిన వందనాలు స్తోత్రాలు తండ్రి నువ్వు చేసిన ఉపకారాలు నీ పట్ల మేమేం చేయలేకపోతున్నామయ్యా రక్షణ పాత్రను చేతపుచ్చుకుని స్థుతించి ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు తండ్రి అయ్యా ముఖ్యంగా ప్రభా నీ దైవజన్ పాస్ట్ గారిని బట్టి నీకు వందనాలు అయ్యా నీ దాసుడు ప్రభా మీరు మొట్టండి తనకండి తండ్రి నీ దాసుడు మంచి ఆరోగ్యం తెచ్చండి ఆయుష్ తెచ్చండి అయ్యా నీకు ప్రయోజకరంగా నీ మహిమకరంగా నీ నామను సాక్షాత్తంగా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ దాసును ముట్టండి నాయన నరములు ఎముకలు కంటాలు మూలుగులు ముట్టండి ప్రాప తాకండి ప్రభ నీరసం నుంచి విడిపించండి తండ్రి నీ దయ నాయన ప్రాణుల ప్రాణులస్తం ప్రాప నీ వాకు పంపి తండ్రి నీ దయచేయండి పూర్ణ స్వస్థ దయచేయండి విడుదల దయచేయండి ఆరోగ్యం దయచేయండి ఆయుష్ దయచేయండి దేవాన్ని స్తోత్రాన్ని తండ్రి స్తోత్రులు తెచ్చినాయన యవనస్తులు సజ్జిని బట్టి నీకు వందనాలు బిడ్డను జ్ఞాపకం చేసుకొని బిడ్డను దీవించిన ఆయన ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు అని స్తోత్రాలు కీర్తన మాతో మాట్లాడుతున్న దేవుడు తండ్రి పోయిన వారంలో మాతో మాట్లాడిన దేవుడు ఈ నాయన ఈ రాత్రి వేళ కూడా మాతో మాట్లాడే మాకు కావలసిన ఆత్మీయ వాక్యం ప్రభా ఆత్మీయ వచ్చిన ప్రభావ మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు తండ్రి అయ్యా నేను అభిషేకం చేసిన వారిని ముట్టకూడదని ప్రభా నాయన తండ్రి నీ వాక్యం ద్వారా పోయిన దానిలో మాతో మాట్లాడి ఈ రాత్రి వేళ నీ దాసులతో మాట్లాడయ్యా నీ దాసులు మీరు అభిషేకించండి నీ సిలువ చాటును మరుగుపరచండి తండ్రి నీ స్తోత్రాలు తండ్రి ఇంకా నీ నామన మహిమార్థంగా సాక్షార్థంగా ప్రభా సంఘానికి క్షేమకరంగా నీ బిడ్డను ఎవరి కాలు యవనస్తులు మీరు వాడుకోండి అయ్యా మధ్యకు మంచి ఆరోగ్యం ఆయుష దయచేసిన దేవాని స్తోత్రాలయ్యా సంఘ కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు దీవించిన ఆయన ఆశీర్వదించండి ఈ రోజు ప్రభా ఈ జూమ్ లో నాయన ప్రభా ఉండ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నారు కుటుంబాలు జ్ఞాపకం చేస్తున్నారు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క అవసరాలు అక్కలు తెచ్చండి ఉంటే బలపరచండి ఉంటే ముట్టండి తండ్రి సహాయం చేయండి అయ్యా నీ ఆదరణ మాకు కావాలి నీ కృప మాకు కావాలి నీ దయ కావాలి నాయన దయ లేని కృప లేని ఒక్క క్షణం కూడా ఈ లోపల జీవించడం బ్రతుకుతున్నామంటే దయ నీ కృపైన ఆయన కరుణైన ఆయన నీ స్తోత్రాలు తండ్రి నాయన మాకంటే వారు గల్లైన వారి అధికారులు ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళారయ్యా అయినప్పుడు మమ్మల్ని మా సంఘాన్ని ఇంతవరకు నువ్వు కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలయ్యా కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించి సజ్జిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డదారు మంచి వర్తమానం దైత్యం కూడి వచ్చిన వారిని దీవించి దైవజనులు కూడా ముట్టి తాకి స్వస్థత మీరు కలుగు చేయను మొదటి నుంచి ఆఖరి వరకు తన నీ సాన్నిధ్యాన్ని కృపను దైవ దీవులు దైవ ఆశీర్వాదాలు మేము పొందుకునే కృప మాకు అనుగ్రహించి సహాయం చేయమని తోడు నీడగా నడిపించమని ఏ ఘనత మహిమా ప్రభాలు మీకే ఆరోపిస్తూ అన్ని విధాలు మాకు సహాయాలు చేయమని ఏ సుఘనమైన నామం పెట్టిన వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పర్వ తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ ఆమెన్ దేవనామానికి మహిమ కలుగును గాక ఈ రాత్రి ఈ ఈ కుడికిలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు ప్రారంభంలో నేను తెలియపరుచుకుంటున్నాను అందరికీ తెలియజేసేది ఏమిటంటే దయచేసి వీడియోలు ఆన్ చేయని వాళ్ళందరూ దయచేసి మీ వీడియోలు ఆన్ చేయగలిగితే చాలా సంతోషిస్తాం చెప్పించుకో మాకండి ఎందుకనంటే మీలో కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు ఏం చేస్తారంటే జాయిన్ అవుతున్నారు బాగానే ఫోన్ అక్కడ పెట్టేసి చక్కగా పడుకుని నిద్రపోతున్నారు లేకపోతే టీవీ చూడడం లేకపోతే మీ కార్యక్రమాల్లో మీరు ఉంటున్నారు దయచేసి ప్రార్థన కొడుకులో లేకపోతే ఈ జూమ్లో ఇలా ఈ విధంగా లైవ్లో జాయిన్ అవుతున్నప్పుడు దయచేసి ప్రతి ఒక్కరికి నేను విన్నపించుకునేది మీ వీడియోలో ఎనేబుల్ చేసుకుని మీరు భక్తితో దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక రాత్రి కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో నుండి మనము ధ్యానించుకుందాం కొన్ని నిమిషాలు గడిచిన వారం మనము కొన్ని విషయాలు చూసుకుంటూ వచ్చాము రెండవ కీర్తనలో నుంచి మనం కొన్ని విషయాలు చూస్తూ వస్తూ ఉన్నాం అందులో నేను గడిచిన వారం చెబుతూ నేను ఒకసారి మరలా చిన్నగా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను గడిచిన వారం చెప్తూ ఆ కీర్తన పన్నెండు వచనాలు నాలుగు భాగాలుగా మనం చూస్తున్నాం అందులో మొట్టమొదటి భాగంలో గడిచిన వారం మనం చూసింది ఏమిటి అని అంటే అన్యజనులు లేకపోతే అధికారులు కానివ్వండి భూమి భూరాజులు కానివ్వండి వీళ్ళంతా కూడా అభిషక్తునికి శత్రువులుగా లేకపోతే అభిషక్తునికి వ్యతిరేకముగా నిలబడినటువంటి ఒక సన్నివేశాన్ని మనం గడిచిన వారం చూస్తున్నాం ఇది ఈ రెండవ కీర్తన మరి ముఖ్యంగా మనము చెప్పుకున్నట్లు మెస్సియాకి సంబంధించిన ఒక ప్రవచన కీర్తనగా మనం మాట్లాడుతున్నప్పుడే అక్కడ మనం చూస్తున్న ఒక వాస్తవం ఏంటంటే ఈ అభిషక్తుడు ఏ అభిషక్తుని గురించి కీర్తన మాట్లాడుతుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారి జీవితంలో ఏ విధంగా తనకి శత్రువులు నిలబడ్డారో లేకపోతే ఆయనకి ఏ విధంగా వ్యతిరేకులు వచ్చారో మనము గడిచిన వారం కొన్ని కొన్ని చూసుకుంటూ వచ్చాం ఆయనని సెలువు వేయడానికి ఆయనని లేకుండా చేయడానికి భూరాజులు ఏ విధంగా పన్నాగాలు పన్నారు లేకపోతే అధికారులు ఏ విధంగా పన్నాగాలు పన్నారు లేకపోతే యూదా మతంలో ఉన్నటువంటి మత నాయకులే ఏ విధంగా ఆయన మీద కుట్రలు పన్నారు అనేవి మనం గడిచిన వారం అలా అలా కొన్ని కొన్ని విషయాలు చూసుకుంటూ వచ్చాం సో గడిచిన వారం మన దానికి తదుపరిగా ఉన్నటువంటి నాలుగు నుంచి ఆరు వరకు ఉన్నటువంటి వచనాలు తర్వాత సమయం ఉంటే ఇంకా ముందుకు వెళ్దాం ఈ రాత్రి ఆ వచనాలు మనము చూసుకుంటూ ముందుకు వెళ్తాం నాలుగు నుంచి కిందకి నేను చదువుతాను ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించండి ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అక్కడికి అవుదాం తర్వాత సమయం ఉంటే ముందుకు వెళ్దాం సో ఈ ఇది రెండవ భాగం ఈ రెండవ భాగంలో కీర్తనకారుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆ ఆసీనుడైనటువంటి వాని యొక్క లేకపోతే ఆ అభిషక్తుని యొక్క ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు అనేటువంటిది మనము ఆ శత్రువుల ఎడల ఏ విధమైనటువంటి ధోరణి కలిగి ఉన్నాడో చాలా క్లుప్త భాగంలో మనము అర్థం చేసుకోగలుగుతాం సో పోయిన వారం మనం చూసుకున్నట్టుగా ఆ పై ఉన్నటువంటి వచనాలలో మనం ఏం చూస్తున్నామంటే ఈ మెస్సియాకు వ్యతిరేకంగా అనేక మంది నేరారోపణలు చేస్తున్నారు ఈ యేసుప్రభువుకి వ్యతిరేకంగా అనేక మంది అనేక దోషాలు అనేక నిందలు అనేకమైనటువంటి రీతిలో నేరాలు మోపుతూ ఆయనని చిత్రహింసలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రావచనికంగా పైన వచనాలు మాట్లాడుతుంటే ఇక్కడ రెండవ భాగంలోనికి వచ్చేసరికి ఆయన ఆ శత్రువుల్ని ఆయనకు వ్యతిరేకంగా నిలబడే వారిని ఆయన ఏ విధంగా చూస్తున్నాడు ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడ రాస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం అందులో నాలుగవ వచనంలో దావీదు రాస్తూ ఏమంటాడంటే ఆయన ఏం చేస్తున్నాడంట నవ్వుతూ ఉన్నాడంట అంటే ఆయన నవ్వడం అంటే ఏంటి అని అంటే ఏదో జోక్ చెప్పి నవ్వడం కాదు లేకపోతే ఏదో హాస్యరూపకంగా మాట్లాడడం కాదు ఆయన నవ్వుచూ ఉన్నాడు అని అంటే నవ్వుతున్నాడు అనే దానికి లో లోపల మనం ఆలోచన చేసి లోతుగా ఆలోచన చేసినట్లయితే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఆయనకి భవిష్యత్తు తెలుసు గనక ఆయన నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నాడు అంటే శత్రువులు ఆయనను వ్యతిరేకించిన ఆయనకి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలిసిన వాడు గనక వాళ్ళ ఫ్యూచర్ ఏంటో తెలిసిన వాడు గనక వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు మీరు ఎన్ని వ్యతిరేకంగా నాకు మాట్లాడినా మీరు ఎంత వ్యతిరేకంగా నాకు నిలబడినా ఎంత పోరాటం నాతో చేసినా మీ ఫ్యూచర్ ఏంటో నా చేతిలో ఉంది కదా అని ఆయన నవ్వుతున్నాడు రెండవది ఏంటనంటే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలుసు అలాగే ఆయనకు ఎదురుగా నిలబడే వారి యొక్క అంటే ఆయన శత్రువుల యొక్క శక్తి ఏంటో ఆయన ఎరిగిన వాడు గనక ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా సింపుల్గా నవ్వుతున్నట్లుగా కీర్తనగారుడు మాట్లాడుతున్నాడు ఎంత విచిత్రమో కదా అనేక సార్లు శత్రువులు ఏసయ్యను పట్టుకోవాలని ఏసయ్యను లేకుండా చేయాలని ఆయన మతస్థులే లేకపోతే పరిచయులే లేకపోతే శాస్త్రులే ఆయన ఏ విధంగానైనా ఆయన పరిచయను అడ్డగించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వచ్చినట్లుగా మనము ఇదే ప్రవచనాన్ని మనము సువార్త గ్రంథాల్లో నెరవేర్పుగా చూస్తూ ఉంటాం అలా చేసినప్పుడు ఆయన వారితో శారీరకంగా ఎక్కడ కూడా పోరాడినట్లు మనం చూడలేం అన్నిటిలో నుంచి ఆయన తప్పించుకుంటూ వెళ్ళిపోయారు అది కూడా ఎందుకు తప్పించుకుంటూ వెళ్ళారనంటే ఎందుకు మౌనంగా ఉండి తప్పించుకుంటూ వెళ్ళిపోయారనంటే దేవుని చిత్తం ఆయన పట్ల జరగవలసింది కనుక ఆయన తప్పించుకుంటూ వెళ్ళిపోయినట్లుగా మనము చూడగలుగుతాం అయితే తండ్రి అయినటువంటి దేవుడు ఇవన్నీ చూసి ఏం చేస్తున్నాడంట నవ్వుతూ ఉన్నాడంట నవ్వుతూ ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు అని రాస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం ఎందుకు అనంటే ఒక మాటలో చెప్పాలి అనంటే ఈ లోకంలో ఆయనకి వ్యతిరేకంగా కానీ ఆయనతో పాటు కానీ ఎవరున్నా ప్రతి మానవుని యొక్క భవిష్యత్తు ఆయన ఎరిగినవాడు అలాగే అందరికంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు గనుక ఆయన ఏం చేస్తున్నాడంటే మనం మా ఉదాహరణకి మీరు చూడగలిగినట్లయితే మనకు మన శక్తి మన బలం ఏంటో మనకు తెలుసు చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి మనతో ఏదైనా యుద్ధం చేయాలన్నా లేకపోతే ఏదైనా పోరాటం చేయాలన్నా వస్తే మనకి చాలా నవ్వు వస్తూ ఉంటుంది వీళ్ళు వీళ్ళతో నాకు గొడవ ఏంటి వీడితో నాకు లేకపోతే ఈ చిన్నపిల్లలతో నాకు గొడవలు ఏంటి అని మనం వాళ్ళని చూసి అపహాసిస్తూ ఉంటాం లేకపోతే నవ్వుకుంటూ ఉంటాం వాళ్ళ అల్లరి చేస్తున్న చూసి అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తు తెలుసు కనుక అలాగే ఆయన ఆయన శత్రువుల యొక్క బలము వారి యొక్క శక్తిని ఈయన ఎరిగి ఉన్నాడు గనక ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళని చూసి చాలా సింపుల్గా అపహసిస్తున్నాడు నవ్వుతున్నట్లుగా దేవుని దేవుని గ్రంథంలో మనము చూడగలుగుతాం అలా మనం చూసుకుంటూ రాగలిగినట్లయితే అక్కడ మనం చూడగలిగినట్లయితే ఒక మాట చెప్పాలంటే మనము పరిశుద్ధ గ్రంథం ఓవరాల్గా చదివినప్పుడు థియాలజీ చదివే వాళ్ళకే అర్థమవుతుంది మూడు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఆయనకు ఉన్నాయి ఏమిటి అని అంటే ఆయన సర్వశక్తుడైనటువంటి వాడు అలాగే రెండవది ఆయన సర్వ జ్ఞానము కలిగినటువంటి వాడు మూడవది ఆయన సర్వ వ్యామి అయి ఉన్నాడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు అని అంటే ఆయన వంటి శక్తిమంతుడు ఈ లోకంలో ఎవరు లేరు ఆయన వంటి శక్తిమంతుడు భూమి మీద కానీ భూమి క్రింద కానీ భూమి పైన ఉన్నటువంటి పరలోకం అందు కానీ ఎక్కడ కూడా ఆయన వంటి సర్వశక్తుడు లేడు ఆయన వంటి సర్వజ్ఞాని లేడు ఆయన వంటి సర్వవ్యామి లేరు మనుషులంగా మనము ఈ లోకంలో ఇక్కడుంటే అమెరికాలో ఉండలేం ఇక్కడుంటే ఇంకో చోట ఉండలేం కానీ ఆయన అలా కాదు ఆయన ఇక్కడ ఉన్నప్పుడే అమెరికాలో కూడా ఆయన సన్నిధి ఉంది ఆయన అమెరికాలో ఉన్నప్పుడే చైనా దేశంలో కూడా ఆయన సాన్నిధ్యం ఉంది ఆయన భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో కూడా ఆయన సాన్నిధ్యం ఉన్నట్టుగా మనము గమనించగలుగుతాం ఇలాంటి మూడు లక్షణాలు మనము థియాలజీ చదివే వాళ్ళకి అర్థమవుతుంది బాగా సో ఇటువంటి లక్షణాల్లో ఆయన సర్వ జ్ఞానము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు అని అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే ఆయన ప్రతి మానవుని యొక్క కొన్ని లక్షల మంది ఉండొచ్చు కొన్ని కోట్ల మంది ఉండొచ్చు ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్న ప్రతి ఒక్కొక్కరి భవిష్యత్తు ఆయన ఎరిగినవాడు కనుక ఎవరు ఏం చేసుకున్నా ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆయనకు వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వాళ్ళని చూసి ఆయన అపహసిస్తూ ఉంటాడంట ఆయన నవ్వుకుంటూ ఉంటాడంట అలాగే ఆయన అందరికంటే కొన్ని వేల కోట్ల మంది కంటే ఆయన సర్వశక్తుడైనటువంటి వాడు గనుక మానవుని యొక్క ఆ పరిమితి కలిగినటువంటి బలాన్ని చూసి మనిషి యొక్క పరిమితి కలిగినటువంటి శక్తిని చూసి ఆయన అపహసిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అలాగే మూడవదిగా ఆయన సర్వ వ్యామి అయి ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అంతకుముందు ఎప్పుడో ఒకసారి నేను చూశాను ఒక అన్యమతస్సులు హైందవ సహోదరులు ఒకడు అంటాడు మీ దేవుడు ఇస్రాయేల్ దేవుడు కదా ఇస్రాయేల్ ఇస్రాయేల్ దేశస్తులకి పరిమితం కనుక మనకి ఇక్కడ రాముడో లేకపోతే ఇంకొకడో ఇంకొకడో ఉన్నారు కదా వాళ్ళని పూజించవచ్చు కదా అంటాడు కానీ దేవుడు అనేవాడు ఒక రాజ్యానికో ఒక దేశానికో మాత్రం పరిమితి కలిగినటువంటి వాడైతే ఆయన దేవుడు ఎలాగ అవుతాడు కానీ మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు మనం ఆరాధించేటువంటి మన దేవుడు ఆయన ఒక దేశానికి చెందినవాడు కాదు ఒక రాజ్యానికి చెందినవాడు కాదు ఒక రాష్ట్రానికి చెందినవాడు కాదు ఆయన సర్వవ్యామి ఉన్నాడు భూలోకమందే కాదు పరలోకంలో కూడా ఆయన సాన్నిధ్యం ఉంది పరలోకంలో కూడా ఆయన ఉండి ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది అటువంటి అటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడంట నేను గడిచిన వారం చెప్పినట్లుగానే ఈ కీర్తన గ్రంథం ఎలాగైతే యేసు ప్రభుకి ప్రవచనిక గ్రంథముగా మెస్సయ గ్రంథముగా మనం చూస్తామో అది మనకు కూడా మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అప్లికబుల్ చేసుకోవచ్చు ఎలాగనంటే మన జీవితంలో కూడా మనకి వ్యతిరేకంగా శత్రువులు నిలబడినప్పుడు మన జీవితంలో కూడా అనేక మంది మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క అభిషేకం మనకు ఉన్నట్లయితే దేవుని యొక్క సాన్నిధ్యం మనకు ఉన్నట్లయితే ఏ ఒక్కడు కూడా మన ఎదుట నిలిచే నిలిచి నిలవలేడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఎందుకు అనంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు మనము దేవుని బిడ్డలమై ఉన్నాం మనము దేవుని సొత్తై ఉన్నాము మనము ఆయన కుమారులమై ఉన్నాము గనుక అట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అట్టి సర్వాధికారము కలిగినటువంటి దేవుడు మనకు తోడుకున్నప్పుడు యహలోకంలో ఏ శత్రువు కూడా మన ఎదుట నిలవలేడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే లోక లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది కనుక ఎవ్వరూ కూడా మనకి వ్యతిరేకంగా నిలబడలేరు మనకందరికీ సుపరిచితమైనటువంటి కొన్ని లేఖన భాగాలు మీ ముందుంచి నేను త్వరగా ముగించేయాలని ఆశపడుతున్నాను రెండవ రాజులు గ్రంథం ఆరవ అధ్యాయంలో ఎలీషా జీవితంలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తా ఎన్నోసార్లు మీ ముందుకు నేను అది జ్ఞాపకం చేశాను కానీ మరలా నేను అది జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను అక్కడ మనం ఏం చూడగలుగుతున్నామని అంటే ఎలీషా ఒక పర్వతం ఎక్కుతాడు ఎలిషాతో పాటు తన దాసుడుంటాడు ఈ ఈ ఎలిషాని పట్టుకోవాలని ఈ ఎలిషాని నాశనం చేయాలని అక్కడ శత్రువులంతా కూడా తమ రథాలతో తమ గుర్రాలతో వాళ్ళంతా కూడా ఆ పర్వతము చుట్టూతో ఏం చేస్తారంటే వారు వాళ్ళని బంధించే బంధించేటువంటి ప్రయత్నం చేస్తారు అలా బంధించి ఈ ఎలిషా పర్వతం నుండి దిగి వస్తాడు కదా దిగి వచ్చినప్పుడు పట్టుకుందాం ఏ విధంగానైనా నాశనం చేద్దాం అనేటువంటి ప్రయత్నం ఈ శత్రువులు చేస్తారనమాట అటువంటి సందర్భంలో ఎలిషాకు తోడైనటువంటి దేవుడు ఎలిషా ఎలిషాకి ఏ విధంగా ఆయన తోడు ఆయన సాన్నిధ్యాన్ని చూపించాడు తర్వాత వచనాల్లో మీరు మీరు కావాలంటే ఆ ఆరవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం మీరు తర్వాత మీరు చదువుకోమని నేను జ్ఞాపకం చేస్తున్నాను అక్కడ చూడగలిగినట్లయితే ఆ ఎలిషా యొక్క దాసుడు మొన్ పెందలగాడ లేచి వచ్చి చూడగానే ఆ పర్వతం చుట్టూతూ కూడా ఏముంటుందంటే తమ శత్రువుల సైన్యం ఉంటుంది తమ శత్రు సైన్యం ఉంటుంది ఈ దాసుడికి వెంటనే భయం పుట్టుకుని ఏం చేయాలో అర్థం కాదు ఏ విధంగా చేయాలో అర్థం కాక వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఎలిషాను లేపి ఎలిషాతో చెప్తాడు ఏమని చెప్తాడనంటే ఇలాగ శత్రువులంతా కూడా తమ రథాలతో తమ గుర్రాలతో మనల్ని చుట్టుకుని ఉన్నారు వాళ్ళు ముంచెత్తుకు వస్తారు మనల్ని ఏ విధంగానైనా నాశనం చేసేస్తారని చెప్తే ఎలిషా దేవునికి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే ప్రభా వీడి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి వీడి కళ్ళు తెరువు ప్రభా అని ఆ దాసుని కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం అలా ఎప్పుడైతే ఆ దాసుని యొక్క కళ్ళు తెరుస్తాడో ఆ దేవుని యొక్క ప్రొటెక్షన్ ఏ విధంగా ఆ భక్తులకి దేవుని బిడ్డలకి ఉందో ఆ ఆ దాసుడికి అర్థమవుతుంది ఎలా ఉంటుందంటే ఆ శత్రువులు వచ్చినటువంటి గుర్రాల కంట ఆ శత్రువులు తెచ్చినటువంటి రథాల కంటే ఒక అగ్నిమయముతో కూడినటువంటి రథము అగ్నిమయముతో కూడినటువంటి ఒక కంచె అగ్నిమయముతో కూడినటువంటి ఒక ఒక ఒక ఫెన్సింగ్ వాళ్ళ చుట్టూతూ ఈ దాసుడు చూస్తాడనమాట చూసిన వెంటనే ఆశ్చర్యపోతాడు ఇదేమిటి ఈ ఈ దేవుని ప్రొటెక్షన్ ఎంత గొప్పగా ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు నిజమే అందులో నుండి మనం చూడగలిగినట్లయితే దేవుని బిడ్డలైనటువంటి వారికి ఎప్పుడు దేవుని కాపుదల ఉంటుంది దేవుని బిడ్డలైన వారికి ఎప్పుడు కూడా దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది నీ శత్రువులు నిన్ను ముంచాలని చూసినా నీ శత్రువులు నిన్ను నాశనం చేయాలని చూసినా నీ శత్రువులు నిన్ను లేకుండా చేయాలని చూసినా దేవుడు ఏమంటున్నాడంటే ఆయన కృప మనకు తోడై ఆయన సాన్ సాన్నిధ్యాన్ని మనకు తోడుగా ఉంచగలిగినట్లయితే ఏ శత్రువు కూడా మనల్ని తాకనే తాకలేడు మనకి ఒకవేళ ఆయన ప్రొటెక్షన్ కనపడకపోవచ్చు ఆయన కాపుదల మన కంటికి మన శారీరకమైనటువంటి కంటికి మనకి కనబడకపోవచ్చు కానీ దేవుని ప్రొటెక్షన్ దేవుని అభిషిక్తులకి ఎప్పుడు ఎల్లకాలం ఉంటుందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది రాత్రి నా మాటలు వింటున్న వారులారా దేవుని అభిషిక్తులారా దేవుని బిడలారా దేవుడు నన్ను కాయట్లేదు దేవుడు నన్ను చూసుకోవట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వారితో మాట్లాడుతున్నారు ఏమని అంటున్నాడంటే దేవుని వాక్యం ఏమంటుందంటే నువ్వు దేవుని బిడ్డవే అయితే నువ్వు దేవుని కొరకు నిలబడే బిడ్డవే అయితే దేవుని అభిషక్తుడివే అయితే ఆయన కాపుదల నీకు కనపడకుండా ఆయన ఖచ్చితంగా ఆయన ఉంచి ఉన్నాడు ఒక ఒక అగ్ని కంచెను నీ చుట్టూతూ ఆయన ఉంచి ఉన్నాడు ఆయన తన దేవదూతలను నీ చుట్టూతూ నీకు సేవ చేయడానికి ఆయన ఉంచి ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది అంత గొప్ప కాపుదల కలిగినటువంటి దేవుడు అంత గొప్ప కాపుదల అనుగ్రహించేటువంటి దేవుడు మనం ఆరాధించే మనం ఏసయ్య రాత్రి నా మాటలు వింటున్న వర్లారా దేవుడు ఎంత గొప్ప ఎంత గొప్ప కృప కలిగినటువంటి వాడు కదా ఆయన ఆయన కాపుదల మనకి ఎల్లకాలం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మనం వ్యాపారాలు చేస్తున్నప్పుడు మనం ఏ ఏ పరిస్థితుల్లో చూ ఉన్నా సరే ఆయన కాపుదల మనకి ఎల్లకాలం తోడై ఉంటుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా నేర్పిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం నా మాటలు నేను త్వరగా తీసుకువెళ్తున్నాను ఒకటి ఆయన కాపుదల దేవుని బిడ్డలకి చాలా తోడుగా ఉంటుంది ఇంకో సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను మనం సంఖ్యాకాండంలోనికి వచ్చేస్తే అక్కడ దైవజనుడైనటువంటి మోషకి వ్యతిరేకంగా ఇద్దరు శత్రువులు లెగుస్తారు పన్నెండవ అధ్యాయంలో ఇద్దరు శత్రువులు లెగుస్తారు ఎవరు అనంటే బయట వాళ్ళు కాదు ఎవరు అనంటే ఎవరో బయట పరిచయం లేనటువంటి వ్యక్తులు కాదు ఎవరు అనంటే సొంత సహోదరుడు సొంత సహోదరి అతనికి వ్యతిరేకంగా నేరారోపణలు చేయడం ప్రారంభిస్తారు పన్నెండో అధ్యాయం సంఖ్యాకాండం మీరు అది కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి అక్కడ మనం చూడగలిగినట్లయితే అహరోను మిరియాం అనేటువంటి ఇరువురు కూడా దేవుని అభిషిక్తుడైనటువంటి మోషకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తారు ఏ నువ్వే దైవజనుడువా నువ్వే సమస్తాన్ని చేసుకోగలవా మేము చేయలేమా అని వాళ్ళు ఏం చేస్తారంటే దైవజనుడికి మోషకి వ్యతిరేకంగా మాట్లాడుతాడు దేవుడు ఆ అభిషిక్తునికి తోడై ఉండి ఏ విధంగా తన కోపాన్ని తన తన కోపాన్ని వారి ఇరువురి మీదకి తీసుకొస్తాడో ఇరువురికి మిరియాంకి మనకు తెలుసు ఏ విధమైనటువంటి రోగం చేత తను బాధపడుతుందో ఏ విధమైనటువంటి నాశనము తన జీవితంలో తను తెచ్చుకుంటుందో అలా మనం చూడగలిగినట్లయితే అభిషక్తులకి వ్యతిరేకంగా ఇంకో ఇంకో ఇంకో సంఘటన కూడా మనం అదే గ్రంథంలో చూడగలుగుతాం సంఖ్యాకాండం పదహారవ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇదే మోషేకి వ్యతిరేకంగా ఇదే అభిషక్తునికి వ్యతిరేకంగా Korah Korah On Abiram Dathan అనేవారు నలుగురు లెగుస్తారు ఏ నువ్వే యాజకతో పనులు చేయాలా నువ్వే ఆలయంలో పనులు చేయాలా నువ్వే దేవ దేవునికి దేవుని పని చేయాలా మేము చేయకూడదా మేము చేయలేమా మాకు అట్టి సామర్థ్యం లేదా అని మోషకి వ్యతిరేకంగా మాట్లాడతారు వాళ్ళు ఏమవుతారంటే దేవుడు గొప్ప భూకంపం తీసుకొచ్చి వారందరినీ కూడా కోరహు అతనితో పాటున్న ఆ గుంపంతటిని కూడా ఆ భూకంపంలో సర్వనాశనం చేసేస్తాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి రెండు విషయాలు దేవుని బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటారు అలాగే దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా నిలబడే వారికి ఆయన శత్రువుగా మారతాడు ఒకటి నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా ఒకటి దేవుని బిడ్డలకు అంటే దేవుని అభిషిక్తులైనటువంటి వారికి దేవుని సాన్నిధ్యం ఎల్లకాలం తోడుగా ఉంటుంది రెండవది దేవుని బిడ్డలకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో దేవుని బిడ్డలకి ఎవరైతే వ్యతిరేకంగా నిలవాలని చూస్తారో దేవుని బిడ్డలకి దేవుని అభిషక్తులకి ఎవరైతే శత్రువులుగా నిలుస్తారో వాళ్ళకి శత్రువులుగా దేవుడు నిలిచేవాడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది ఎప్పుడైతే ఈ అభిషక్తునికి వ్యతిరేకంగా కోరహు దాతను అభిరాములు ఓను అనేటువంటి వారు నిలబడతారో దేవుడు వారికి శత్రువుగా మారి ఆయన ఉగ్రుడై వారి మీద తన కోపాన్ని చూపించుకుంటాడు అహరోను మిర్యాముల మీద కూడా తన కోపాన్ని చూపించుకుంటున్నట్టుగా చూస్తాం అందుకనే కీర్తన గ్రంథంలోనికి మనం వచ్చేసరికి అక్కడ తర్వాత వచనంలో ఏమంటాడనంటే నాలుగో వచనంలో ఆయన నవ్వుతూ ఉన్నాడు ముందు ఆసీనుడై ఉండి ఆయన నవ్వుకుంటున్నాడు బాగానే ఉంది తర్వాత అంటాడు వారిని చూచి ఆయన అపహసించుచున్నాడు అని అంటారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడంటే ఆయన ఉగ్రుడవుతాడట ఆయన ఉగ్రుడై వారితో మాట్లాడడం ప్రారంభిస్తాడు తర్వాత అంటాడు ఆయన ప్రచండ కోపము చేత వారిని ఏం చేస్తాడంట తల్లడింపజేస్తాడనంట ఎవరిని ఎవరి మీద ఆయన ఉగ్రు ఉగ్రుడవుతాడు ఎవరి మీద ఆయన తల్లడింపజేస్తాడు ఎవరి మీద ఆయన ప్రచండ కోపం దిగివస్తుందంటే అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడే వారికి ఇక్కడ మరలా మనం యేసుక్రీస్తు జీవితాన్ని చేసుకోగలిగినట్లయితే ఆయన అభిషక్తుడైనటువంటి ఆ క్రీస్తుకి వ్యతిరేకంగా నిలబడే వారి మీద ఏ విధంగా దేవుని కోపం రగులుకుంటుందో ఏ విధంగా దేవుని కోపం దిగి వచ్చిందో మనము స్వార్థ గ్రంథాల్లో చదువుకునే ఉన్నాము ఏ విధంగా వాళ్ళు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు తమ తమ జీవితాల్లో మనము చూస్తూనే ఉన్నాం అలాగే ఈ రాత్రి అభిషక్తులు దేవుని బిడ్డలైనటువంటి మనకి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా మనకి వ్యతిరేకంగా ఏ శత్రువులు నిలబడినా ఆయన కోపము వారి మీద వస్తుంది ఆయన ప్రచండ కోపము చేత ఆయన వారి మీదకి దిగి వస్తాడు ఆయన తన నాశనాన్ని వారి మీదకి తీసుకొస్తాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా నేర్పిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం ఇందులో ఈ లేఖన భాగంలో ఇది మెస్సయ ప్రవచనిక కీర్తనగా మనం నేర్చుకుంటున్నాం కనుక ఇది ఈ స్టేట్మెంట్ లేకపోతే ఈ వచనము ఐదో వచనం కానీ ఆరో వచనం కానీ ఇవి దేనికి చూపిస్తుందంటే దేవుని అంత్యకాల తీర్పుకు తీర్పును చూ చూపిస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం ఈ దేవుని ఉగ్రత దిగి వస్తుంది లేకపోతే దేవుని ప్రచండ కోపం దిగి వస్తుందంటే దీనికి రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఆ తీర్పు జరగకముందు ఏంటి అని అంటే ఏంటి రెండు ఉద్దేశాలు అంటే ఒకటి పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశం రెండవది ఇహలోక సంబంధమైనటువంటి ఉద్దేశం రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఏంటి అనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటిది ఏంటి అనంటే పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశం ఇహలోకంలో జరుగుతుంది ఏంటి పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశం అని అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే తన సువార్త వలన ప్రతి మానవుణ్ణి తన సన్నిధికి చేర్చుకోవాలని చూస్తున్నాడు అలా చేరకపోతే ఆయన అప్పుడు ఏమవుతాడంటే తన తీర్పును తన కోపాన్ని చూపిస్తాడనంట అది పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశం అది ఇహలోకంలో ప్రస్తుతం జరుగుతూ ఉంది ప్రోగ్రెస్లో ఉంది ఏమిటి అని అంటే ఒక మాటలో చెప్పాలంటే సువార్థీకరణ జరుగుతూ ఉంది ఆ సువార్థీకరణ ద్వారా ఆయన ప్రతి ఒక్కరికి తన వార్తను అందిస్తూ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఆయన వైపుకి మళ్లించుకోవాలని ప్రతి ఒక్కరిని ఆయన వైపుకి ఆకర్షించుకోవాలని ఆయన ఆయన చూస్తూ ఉన్నాడు ఈరోజు నిజంగా చూడగలిగినట్లయితే సువార్థీకరణ అనేది లోగడ జరిగిన దానికంటే అతివేగంగా జరుగుతున్నటువంటిది ఈ సువార్థీకరణ ఈరోజు ముఖ్యంగా టీవీలు వచ్చిన దగ్గర నుంచి టీవీలు వచ్చిన తర్వాత నుంచి ఇంటర్నెట్లు వచ్చిన దగ్గర నుంచి సువార్థీకరణ సువార్థ వ్యాప్తి అనేది చాలా వేగంగా జరుగుతూనే ఉంది ఫేస్బుక్లు తెరిస్తే యూట్యూబ్లు తెరిస్తే ఎంతోమంది ఎంతోమంది దేవుని వాక్యము దేవుని సువార్తను పంచుకునే వాళ్ళు మనకి అనేక మంది కనిపిస్తూ ఉంటారు ఆ సువార్త వలన అనేక మంది దేవునిని అంగీకరించేవారు ఉన్నారు అదేవిధంగా దేవుని వ్యతిరేకించే వాళ్ళు కూడా అనేక మంది ఉంటూనే ఉన్నారు అయితే మనం ఇక్కడ గమనించవలసిన ఒక్క విషయం ఏంటంటే సువార్థీకరణ ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో అంతే వేగంగా పాపం కూడా ముందుకు వెళ్తుంది అంతే వేగంగా అపవాది కూడా పాపాన్ని ప్రపంచంలో వ్యాప్తి చెందిస్తూ ఉన్నాడు గనుక ఈ ఈ కీర్తనలో మనం చూస్తున్నటువంటి ఈ ఆయన కోపము ఆయన ఉగ్రత మనకు ఒక హెచ్చరిక ఏమిటి అని అంటే ఒకవైపు స్వార్థీకరణ అంటే దేవుని యొక్క మంచి వార్త దేవుని అంటే పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశం జరుగుతుంది ఇంకోవైపు ఏమో పాపం విస్తరిస్తుంది పాపం వ్యాప్తిస్తుంది ఏది ఎన్నుకోవాలి ఏది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దేనిని అందుకోవాలి దేనిని చేరుకోవాలి అనేది మానవుడి ఇష్టం ఎవరి సొంత ఇష్టము సో ఈ రాత్రి ఆ సువార్థీకరణ జరుగుతున్నప్పుడు ఈ రాత్రి నా మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఇంకనూ ప్రభువుని అంగీకరించకుండా దేవుని అంగీకరించకుండా బాప్తిసం పొందకుండా మారుమనసు లేకుండా ఉన్నట్లయితే ఇది మీకు ఒక హెచ్చరిక ఇది ఒక మీకు ఒక ఆహ్వానంగా తీసుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను దయచేసి సమయము సమయం ఉన్నప్పుడే ఏసయను అంగీకరించండి సమయం ఉన్నప్పుడే దేవుని అంగీకరించండి మారు మనస్సు పొందండి పాపాన్ని విడిచిపెట్టండి దేవునిని హత్తుకోమని ప్రభు పేరట మీకు మనం చేస్తాను ఆహ్వానిస్తున్నాను ఈ రాత్రి మనం చూడగలిగినట్లయితే ఒకటి పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశం అండ్ ఏమిటి అని అంటే సువార్థీకరణ చాలా వేగంగా జరుగుతుంది రెండవది ఇహలోక సంబంధమైనటువంటి ఉద్దేశం అది ఇహలోక సంబంధమైనటువంటి ఉద్దేశం ఏంటనేది మనం ఆరో వచనంలో చూస్తాం ఏంటి ఏమంటాడు ఆరో వచనంలో అంటే నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును నేనేం చేశానంటే ఆసీనునిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అని కీర్తనకారుడు మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతాం ఇక్కడ మనం చూడగలిగినట్లయితే రెండవది ఇహలోక సంబంధమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనంటే పాపం విస్తరిస్తున్నప్పుడు ఇదిగో పాపము ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన రాకడ సమీపముగా ఉంది ఆయన రాకడ ఇహలోక సంబంధమైనది ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాలి అదే మనకి ఈ రాత్రి ఒక హెచ్చరికగా ఉండాలి ఇక్కడ ఇక్కడ మాట్లాడుతూ మనం చూస్తాం ఇదిగో ఇక్కడ ఈ కీర్తన ఆ ఏడవ వచనంలో నీవు నా కుమారుడు నేను నిన్ను ఉన్నాను అని అంటే సహజంగా అది యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మాట్లాడట్లా అది దానికి ఆయన ఆయన జన్ జన్మించినటువంటి సందర్భం యొక్క ప్రవచనం కాదు ఆ దేని సంబంధం అంటే ఆయన ఎప్పుడైతే శిలవయాగమై పునరుద్ధానుడయ్యాడో దానికి సంబంధించినటువంటి ప్రవచన వాకులు అది నేను ఏడో వచనం సమయం లేదు కనుక ఏడవ వచనం నుండి నేను వచ్చే వారం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆరో వచనంతో ఈ రాత్రి మనం ముగించుకొని ముందుకు వెళ్తాం సో ఆయన పరలోకంలో సింహాసనం వేసినాడు ఆయన ఇహలోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది సో ఇక్కడ ఆ ఆరో వచనానికి ఐదో వచనానికి ఆరో వచనానికి ఒక చిన్న గ్యాప్ ఉన్నట్లుగా మనకు అర్థం నేను మీకు మనకి అర్థమవుతుంది ఏమిటి అని అంటే ఒకటి ఆరో వచనం ఆయన రాకడను చూ సూచిస్తుంది ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆసీనుడిగా ఉన్నాడు తర్వాత ఆయన ఇహలోకానికి రాబోతున్నాడు ఇహలోని ఇహలోకానికి ఆయన వచ్చిన వస్తున్నాడు అని అంటే రెండవ రాకడికి సాదృశ్యంగా ఉంది సో ఐదవ వచనం ఏం చెప్తుందంటే ఆయన తీర్పును ఆయన ఉగ్రతను చూపిస్తుంటే ఆరో వచనం ఆయన రాకడను చూపిస్తుంది సో ఆయన ఉగ్రత రావడానికి ఆయన రెండవ రాకడ జరగడానికి మధ్య చిన్న జ్ఞాప్ కనబడుతుంది ఒక సమయం కనబడుతుంది సో ఆ సమయంలోనే సువార్థీకరణ చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది సో ఈ సువార్థీకరణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ సువార్థీకరణ వేగంగా వెళుతున్నప్పుడు ఈ రాత్రి దానిని హత్తుకొని దా ఆ మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి అట్టివారు ఎవరైనా ఉన్నట్లయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రభు పేరట నేను ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను సో దేవుని ఉగ్రత రానున్న దినాల్లో రాబోతుంది ఈ సంవత్సరం ఒక కరోనాని చూడగానే ఒక కోవిడ్ని చూడగానే ఎంత భయపడ్డామో ఎంత ఎంత తల్లడిల్లిపోయామో కొన్ని నెలలు బయటికి ఇంటిలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలోనికి మానవుడు వచ్చేసాడు సో దానికే ఆ చిన్న ఉగ్రతకే మనము తల్లడిల్లిపోతుంటే ఆయన ప్రచండ కోపము చేత రానున్న దినాల్లో ఆయన తన తీర్పును మన మీద చూపించబోతున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది ఈ రాత్రి నా మాటలు వింటున్న వాళ్ళరా ఎవరి మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది ఎవరి మీదకి ఆయన ప్రచండ కోపం రాబోతుంది ఎవరిని ఆయన నాశనం చేయబోతున్నాడు అని అంటే దేవుని బిడ్డలకి శత్రువులుగా నిలబడేవారు దేవునిని అంగీకరించకుండా ఉండేవారు ఇదిగో వేషధారణ కలిగినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరి మీదకి దేవుని ఉగ్రత చాలా స్పష్టంగా రాబోతుందని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అందుకనే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే ఇరవై రెండో వచనంలో ఆఖరిగా మాట కూడా చెప్పేసి నేను ముగించేస్తాను నా మాట పదకొండు పన్నెండు వచనాల్లో ఏమంటాడంటే ఇదిగో ఒకసారి చదువుదాం ఆ మాట నేను మీకు ముందుంచి నేను ముందుకు వెళ్తాను ఇదిగో నీతిమంతుడు ఒకసారి ఏమంటాడంటే అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వాని కిచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది అని యేసుప్రభు వారు ప్రకటిస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం సో ఒక మాటలో చెప్పాలంటే ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు ఇదిగో ఆయన రాకడ త్వరగా రాబోతుంది ప్రతి వాణి క్రియల చెప్పున ఇదిగో ఏం జరగబోతుందంటే ఆయన ఆయన దగ్గర జీతం ఉందని ఆయన ఆయన నేర్పిస్తున్నాడు ఇదిగో మంచి క్రియలు చేసిన వారికి ఆయన దీవించబోతున్నాడు ఆయన రివార్డులు దయచేయబోతున్నాడు ఎవరైతే వ్యతిరేకంగా నిలబడ్డారో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నారో ఎవరైతే దేవు దైవజనులకు వ్యతిరేకంగా నిలబడతారో ఎవరైతే అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఈ రాత్రిని నిలబడుతున్నారో వారందరి మీదకి ఆయన ప్రచండ కోపము ఆయన ఉగ్రత దిగి రాబోతుందని మనము చూడగలుగుతున్నాము లేఖనాల్లో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం రాత్రి నా మాటలు నేను ముగించేస్తూ ఉండగా ఇక్కడ యేసుప్రభువారు మెస్సయ్య ఏం చేస్తున్నాడంటే ఆ అభిషక్తుడైనటువంటి మెస్సయ్య ఎంతమంది శత్రువులు ఆయన ముట్టడి వేసినా ఎంతమంది ఆయనను పరిహ పరిహసించినా ఎంతమంది ఆయన మీద నిందారోపణలు వేసినా ఎంతమంది ఆయన మీద నేరాలను మోపినా ఆయన ఏం మాట్లాడలా ఆయన వేసినా సరే ఆయన ఏమి రియాక్ట్ అవ్వాలా ఆయన ఏమి కోపగించుకోవాలా ఆయన చాలా మౌనంగా అన్నిటికీ తలదించుకొని ఉన్నాడు ఎందుకో తెలుసా దేవుని చిత్తం ఆయన జీవితంలో నెరవేరాలి కానీ అదంతా చూస్తున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు నవ్వుతున్నాడంట ఆయన అపహసిస్తున్నాడంట ఎవరైతే ఆయనను కొడుతున్నారో ఎవరైతే ఆయన మీద కొరడ దెబ్బలు వేశారో ఎవరైతే ఆయనను అపహసించారో ఎవరైతే ఆయనను పరిహసించారో ఎవరైతే ఆయన మీద నిందారోపణలు వేశారో వారందరి మీదకి ఆయన ఉగ్రత దిగిరాబోతుంది వారందరి మీదకి ఆయన ప్రచండ కోపం దిగిరాబోతుందని కీర్తనకారుడు ప్రావచనికంగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు అదే అదే మాటలు ఈ రాత్రి మన జీవితంలో కూడా మనము అప్లై చేసుకుంటూ ఉంటే అభిషిక్తులమైనటువంటి మనకి వ్యతిరేకంగా ఇదిగో దేవుని బిడ్డలమైనటువంటి మనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎవరు నిందారోపణలు చేసినా ఎవరు ఏ విధమైనటువంటి రీతిలో మనల్ని హింసించాలని చూసినా ఒకవేళ ఈ లోకంలో మనం మౌనంగా ఉండొచ్చు కానీ ఆయన మన దేవుడు వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నాడంట ఆయన ఎందుకు మౌనంగా నవ్వుతూ ఉన్నాడంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఆయన చేతిలోనే ఉంది వాళ్ళ భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉంది వాళ్ళ సర్వశక్తి వాళ్ళ శక్తి ఏంటో ఆయన చేతిలోనే ఉంది ఆ సర్వశక్తిమంతుడు ఈ రాత్రి మనకు తోడున్నాడు ఆ సర్వశక్తిమంతుడు మనకు తోడుండి మన పక్షాన నిలబడి ఆయన ఏం చేయబోతున్నాడంటే మన శత్రువులందరి ఎదుట ఇదిగో మన పక్షాన నిలబడి పోరాడబోతున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది నా మాటలు ఈ రాత్రి రాత్రి ఇంతటితో ముగిస్తున్నాను అందరం ఒకంత మీ కన్నులు మూసినట్టయితే ఈ రాత్రి మనము ప్రార్థనలో కొన్ని నిమిషాలు ఉండి ముందుకు వెళ్దాం అందరం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం జీసస్ హలలుయా హలలుయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్రానికి వందనాలు పరిశుద్రానికి వందనాలు ఏసయా నీకు స్థుతి స్థుతి స్థుతి స్థుతి స్థుతి స్థుతి స్థుతి స్థుతి స్థుతి స్థుతి స్థుతి హలలుయా హలలుయా హలలుయా హలలుయా గ్లోరీ జీసస్ పరిశుద్రానికి వందనాలు మీ బిడ్డలందరినీ ప్రభా మీ హస్తాలకి సమర్పిస్తున్నాం ప్రభా దర్శించండి దర్శించండి దర్శించండి దర్శించండి ఇదిగో మీ బిడ్డల్ని ఎవరైతే అపహసిస్తున్నారో మీ బిడ్డల్ని ఎవరైతే ప్రభా పరిహసిస్తున్నారో ఇదిగో మీ బిడ్డలకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రభా మాట్లాడుతున్నారో ఇదిగో మీ బిడ్డలకి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడుతున్నారో ఇదిగో ఈ రాత్రి ప్రభా హలలుయా వాళ్ళని చూస్తూ ప్రభా నవ్వుతున్నామని ప్రభా మీ లేఖనాలు ప్రభా మాకు నేర్పిస్తున్నాయి ఇదిగో ప్రభా వాళ్ళ భవిష్యత్తు ప్రభా మీ హస్తాల్లో ఉన్నాయ్యా ఇదిగో ప్రభా వారిని దర్శించండి రాత్రి సహాయం చేయండి ప్రభా ఓ మీ చిత్తం వారి పట్ల ఏముందో అది జరిగించండి చేద్దాం ప్రార్థన చేద్దాం మీ రాత్రి గొప్ప కార్యాలు మన కొరకు చేసేటువంటి దేవుడు ఆయన ఇదిగో హాలలు ఎటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తున్నా ఎటువంటి స్థితుల్లో మనం ముందుకు వెళ్తున్నా ఈ రాత్రి మన కొరకు గొప్ప కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడని చాలా స్పష్టంగా మనము మనం చూస్తున్నాం ఓ గ్లోరీ జీసస్ ఆమె నీ రాత్రి మనం అందరం ప్రార్థనలో ఉంటూ ఉండగానే ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి అక్కడ చాట్ బాక్స్లో మీరు రాసి పంపించగలరు పెట్టగలిగితే మనం చూసి ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం హలలుయా గ్లో స్తోత్ర కొండిపరిజయమ్మ గారికి మోకాలు వాసిందని మరి రాసి ఉన్నారు మరి ప్రార్థనలో పెట్టమని కోరి ఉన్నారు దయచేసి ప్రార్థన చేసినప్పుడు జయమ్మ గారు కొండిపరు జయమ్మ గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం మోకాలు వాపుతో బాధపడుతున్నారు మరి గడిచిన వారం కూడా సాక్ష్యంలో మనం విన్నాం మరి ఒక బైక్ అతను వచ్చి గుద్దాడు వెంటనే పడిపోవడం జరిగింది మరి శారీరకమైనటువంటి ఆ బలహీనతల నుంచి దేవుడు విడుదల అనుగ్రహించలాగన దేవుడు మోకాల్ని కాల్ని ముట్టి స్వస్థపరచులాగన మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం హలెల్లు యా హలెల్లు యా సోత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం hallelujah hallelujah hallelujah hallelujah hallelujah glory Jesus glory Jesus glory Jesus పరిశుద్రానికి వందనాలు పరిశుద్రానికి వందనాలు పరిశుద్రానికి వందనాలయ్యా నాలుగు వంద వందనాలు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం జీసస్ హలలుయా హలలుయా రాత్రి మనం అందరము ప్రార్థన చేస్తూ ఉండగా మొదటగా ఆదిలక్ష్మి గారు లైన్లో ఉన్నారు ఆదిలక్ష్మి గారు మనల్ని ప్రార్థనలో ప్రార్థన చేసి ప్రార్థనలో నడిపిస్తారు ఆ తర్వాత మారుతం గారు ప్రార్థనలో నడిపిస్తారు గడిచిన కాలం అంతా బలసమైన రెక్కల కింద ఉచితమైన కృపలు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడండి దేవుడు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో నాయన అక్టోబర్ ఫస్ట్ తారీఖున ప్రభావ మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అని జూమ్ కార్యక్రమం ద్వారా మమ్మల్ని అందరినీ నాయన కుటుంబాలన్నింటినీ కలిపి నాయన ఒక రీతిగా ఒక చోట ఉండి ప్రభు నేను ప్రార్థించటానికి నీకు మొరపెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు వందనాలు ప్రభు పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన మీరు సహాయం దయచేసిన దేవుడు తండ్రి నీ సహాయం మాకు కావాలయ్యా నీ సన్నిధి మాకు దయచేయండి నాయన మా పట్ల మీరుండండి మా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎదుకోనాయన నాయన గొప్ప దైవానికి వందనాలు స్తోత్రాలు నాయన ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాము ప్రభు ఎంతవరకు నాయన మా కుటుంబాలన్నిటి నాయన మీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు తండ్రి ఎంతవరకు మమ్మల్ని నాయన బలిష్టమైన రెక్కల కింద మీ ఉచితమైన కృపలో మా కుటుంబాలన్నింటినీ నాయన క్షేమం దయచేసేవి నాయన నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నీకేమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం ప్రభు అయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు వందనాలు ప్రభు అయ్యా నీకు వందనాలు మా మీద శత్రువులు వచ్చినప్పటికీ నాయన మిమ్మల్ని మీరు నాయన మా చుట్టూ ఉండి అయ్యా మా కాపుదల దయచేసే దేవుడు తండ్రి అయ్యా నీకు కొందరు గొప్ప దేవుడు నాయన అయ్యా ఈ లోకంలో మాకు ఎవ్వరూ లేరు ప్రభు అయ్యా మీ సన్నిధి మాకు దయచేయండి అయ్యా మీ ఆత్మ మీ కాపుదల మాకు దయచేయండి ఎంతవరకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు వందనాలు నాయన మా కుటుంబంలో ఆయన మా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన మా సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన మయ్య గారు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మా కుటుంబాలన్నిటి మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా గొప్ప దేవా నీకు వందనాలు మా పట్ల మీరు చేసిన మేళ్లు బట్టి ఉపకారాలను బట్టి నీకు వందనాలు అయ్యా అయ్యా నీకు వందనాలు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా వందనాలు నాయన అయ్యా సజ్జను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డను ఇంకా మీరు దీవించండి ఆశీర్వదించండి అనేక కార్యక్రమాలు చేయడానికి ఆయన పరిచర్యలు మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు గొప్ప కార్యాలు చేయండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా నాయన పాల్గొనలేని బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా మీరు ఇచ్చిన ఇంత గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా నీకు వందనాలు నాయన స్థుతులు స్తోత్రాలు నాయన గొప్ప దేవానికి వందనాలు నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్క బిడ్డల అవసరతలు మీరు తీర్చమని సహాయం దయచమని కృప చూపించమని అయ్యా ఈ చిన్న ప్రార్థి పాదసనే చేర్చుకొని మా ప్రభనేసే నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దయగలిగిన దేవా మీ నామని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆశ్చర్యకరడం ఆలోచనకర్తవు బలవంతుడు దేవుడవు సర్వశక్తివంతుడు మహేశయ్య మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రికాల సమయంలో ఈ జూమ్ కార్యక్రమం ద్వారా ప్రభు మమ్మల్ని ఏకీభవించి ఈ విధముగా మీ సన్నిధిలో మీ సేవకుల ద్వారా ఇచ్చినటువంటి వర్తమానాన్ని వినడానికి సహాయం చేశారు తండ్రి ఈ నెల ప్రారంభంలో మీరు ఇచ్చినటువంటి రెండవ కీర్తనను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మీరు ఎలా నాయన మిమ్మల్ని చూసినటువంటి వారు ఏ విధంగా ఉన్నారో నాయన మీరు వారిని చూసి ఏ విధంగా ప్రభు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారో మీరు మీరు తేటగా తెలియజేశారు ప్రభు అని మీరు వారిని చూసి అపహసించుచున్నారని మీరు ఉగ్ర రూపంతో ఉన్నారని ప్రభు ప్రచండ కోపంతో వారిని మీరు తల్లడింప చేస్తున్నారని మీరు సెలవిచ్చారు తండ్రి నీ స్తోత్రుడు ఆయన అలాంటి వ్యక్తుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన ఎవరు కూడా నాయన అపహసించేవారుగా కానీ తండ్రి నవ్వేవారుగా కానీ ఉండగా ప్రభు వారిని చూసి మీరు నాయన ఏ విధంగా జాలి పడుతున్నారో గ్రహించగలిగినటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఈ జూమ్ కార్యక్రమం ద్వారా అనేక మంది ఇంకా ప్రభు మీ సన్నిధికి రావాల్సినటువంటి వారుగా ఉన్నారు ఏకీభవించవలసినటువంటి వారుగా ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సినటువంటి వారుగా ఉన్నారు అట్టి వారి కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాము కొంతమంది నాయన సమయం లేక కొంతమంది ప్రభు దాన్ని తగినటువంటి రీతిగా వారి అవసరాలు తీర్చబడలేక ఈ విధంగా ఉన్నారు వారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన అవసరం పోయినటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దైవ సేవకులు మొదటగా మీ చేతికి అప్పచెప్పున్నాము నాయన సేవకులకు కావాల్సిన ఆరోగ్యము సేవకులకు కావాల్సిన క్షేమము మీరు అనుగ్రహించండి ప్రభువా మీకు స్తోత్రాలు మీ సేవకుల క్షేమాన్ని చూసి మీరు ఆనందించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం ఆయుష్యం అని మిమ్మల్ని మేము వరమడుగుతున్నాం ఎస్ఐ సేవకులు ఆరోగ్యవంతులుగా ఆయుష్ ఇచ్చి ఆయన నడిపించుకోమని ఇంకా పరిచయలో ఇంకా ప్రభా అతను బలవంతులుగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామని ఆయన ఈ కాల సమయంలో ప్రార్థన కోరినటువంటి బిడ్డల కొరకు నాయన మరి తండ్రి జయ జయ అని అనుకుంటే పర్లో ఉన్నటువంటి జయ ప్రార్థన చేయమని కోరుకుంది ప్రభు ఆ బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము ఆ మోకాల నొప్పి చేత ఎంతో బాధపడుతున్నారు ప్రార్థన చేయమని కోరారు నాయనానికి స్తోత్రం నాయన మీ గాయపడిన హస్తము ఆమె మీద మీరు చాపమని మీ స్వస్థపరచు హస్తము ఆమె మీద చాపమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి సయానికి స్తోత్రం ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో నాయన మెడికల్ షాప్ రవి కుటుంబం నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి లక్ష్మిని బట్టి వారి బిడ్డలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము దేవానికి స్తోత్రం సంఘములో సభ్యులుగా ఉంటూ నాయన దైవికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ బిడ్డలు ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతున్నారు తండ్రి వాళ్ళను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కొన్ని అవసరం నిమిత్తం వాళ్ళు ప్రార్థన చేయమని కోరారు వారి కొరకై ప్రత్యేకమైన రీతిలో మేము ప్రార్థన చేస్తున్నాం మెస్సయ్య మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరంలో నీ ఎద్దుకు వచ్చేద్దరని చెప్పినటువంటి మీ లేఖ సత్యాన్ని ప్రభావ ఇదిగో మేము నీ దగ్గరికి వచ్చాము మిమ్మల్ని మొర మీకు మొర పెట్టుకుంటున్నాము నాయన మా మొరలు మీరు అంగీకరించండి నాయన తగిన సమయంలో మీరు మమ్మల్ని హెచ్చించే దేవుడవు నాయన తగిన సమయంలో మీరు మా ప్రార్థనలు అంగీకరించే దేవుడు అవుతండి క్రీస్తు యేసు మహిమైశ్వర్యములు మీ ప్రతి అవసరం తీర్చబడనని మీరు చెప్పారు మీ ఇచ్చిన వాగ్దానాలు కుటుంబాల పట్ల నెరవేర్చమని కూడా మేము ప్రార్థన చేసిన ఆ విధంగా ఎంతమంది నాయన సంఘంలో బలహీనలుగా ఉన్నారు ఎంతమంది నాయన ప్రార్థన కోరి ఉన్నారు వాళ్ళు ఒకవేళ తండ్రి జూమ్ కార్యక్రమం ద్వారా తెలియచేయలేకపోవచ్చు కానీ ప్రభు బలహీనటువంటి వారిని మీరు ముట్టండి సంఘ సరిహద్దులను విస్తరింపచేయండి పరిచయం ఇంకా విస్తరింపచేయండి మరి ముఖ్యంగా ఎవరి సేవకుడు మీరు దర్శించండి నేను ఎవరి సేవకుడు ద్వారా ఈ నాయన ఈ పరిచర్యను ప్రభా మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం ఈ పరిచర్య ఇది ప్రారంభం మాత్రమే ముగింపు మరింత ఆశీర్వాదకరంగా మీ నామ మహిమార్థమై జరిగించుకోండి బిడ్డను ఇంకా మీరు బలంగా వాడుకోమని ప్రార్థన చేర్చిన పరిచర్యలో మరింత ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా మీరు మలచమని మేము ప్రార్థన చేయొచ్చు బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాం సయ్యా మీకే స్తోత్రాలు మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటే దావీదును ఆశీర్వదించిన దేవుడో ప్రభా యోసేపును ఆశీర్వదించిన దేవుడు మా బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేసిన చిన్న వయసులో మీరు ఇచ్చినటువంటి ఆయన ఈ పరిచర్ ఈ జ్ఞానము తన సమర్పణ జీవితం బట్టి మీకు మరొక్కసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం ఆ బిడ్డకు కూడా ఏది అవసరమో ఎరిగినటువంటి దేవుడు ప్రభావ మేము ప్రత్యేకమైన రీతిలో ఆ బిడ్డ కొరకు కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఎస్ఐ సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేయించుండగా సంఘం యొక్క ప్రార్థన మీరు ఆలకించమని తండ్రి ఈ కార్యక్రమం మరింత ఆశీర్వాదకరంగా బలభరితముగా చేయమని ప్రభు అనేక దేశాలలో నుంచి అనేక రాష్ట్రాలలో నుంచి అనేక గ్రామాలలో నుంచి నాయన నీ ప్రజలను ఆయన ఆలకిస్తుంటుండగా ప్రభా స్తోత్రం మీ స్వరాన్ని వినగలిగినటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా మీ నామ మహిమార్థమై జరిగించుకోమని పరిచయ కొరకు ప్రార్థన చేయొచ్చు స్థుతి చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మా ద్వారా మీరు మాత్రమే పొందుకోమని అతి శ్రేష్టమైన ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నామ తండ్రి మరొక చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం మనకి వాట్సాప్ లో ప్రసాద్ అనే మెసేజ్ పెట్టాడు రాణి అంటే తలపోటుతో బాధపడుతుంది చాలా నీరసంగా ఉంది ప్రార్థన చేయమని ప్రత్యేకంగా మెసేజ్ పెట్టి కోరుకున్నారు సో రాణి ఆంటీ నిమిత్తం ప్రార్థన చేద్దాం తలపోటులో నుంచి దేవుడు ఒక గొప్ప విడుదల అనుగ్రహించేలాగా మనం ప్రార్థన చేద్దాం అలాగే పాస్టర్ గారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి ఇందాట ఒక గంట క్రితం కొద్దిగా తల తిరుగుతున్నట్లుగా నీరసంగా ఉన్నట్లుగా అనిపించింది ఆయన రెస్ట్లో ఉన్నారు ప్రార్థన చేయమని ప్రభు పెట్టు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను రవిబాబు గారు కూడా ప్రార్థనలో నడిపిస్తారు ఆ తర్వాత మనం ముగించుకుందాం ఈ జూమ్ కార్యక్రమం ద్వారా మేమందరముగా ప్రభా కొద్ది మందిగా నీ సన్నిధిలో కూడుకుని ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం ఆయన నీ కుమారుని నిలవబెట్టి అభిషేకించి మీ ఆత్మతో ప్రభా అయ్యా మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి నీకు వందనాలు స్థుతాలు ఆయన అభిషేకులు ఏ విధంగా అయితే ప్రభా అయ్యా నాయన శత్రువుల యొక్క పన్నాలను సంపాదిస్తున్నాడు ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అభిషక్తిని కలిగి ఉన్న మేము కూడా ఆ విధంగా బలము కలిగి శక్తి కలిగిన వారంగా ఉండడానికి సహాయం ఇచ్చింది ఆయన మా చుట్టూ ఎంత మంది శత్రువులు పన్నారులు పొందినప్పటికీ ప్రభా అయ్యా మా చుట్టూ కాపుదల కాయగలిగిన దేవుడు తండ్రి నీకు నిరీక్షాలు ఏ విధంగా అయితే నాయన నువ్వు చుట్టూ అగ్నిరథములు నిలిపి ఉన్నావు తండ్రి నీకు నాలుస్తున్నారు నాయన అవును నాయన నువ్వు గొప్ప తండ్రి ఆశ్చర్యకరుడు నాయన ఆశలోచన కర్తవు నాయన నిచ్చడగు తండ్రి సమాధాన కత్తి అధిపతి నాయన అవును నాయన నీ బిడలమైన మమ్ములను ఈ విధంగా ప్రభా నాయన ఈ భయంకరమైన స్థితిలో ప్రభా నీవు నాయన మా కుటుంబాల చుట్టూ మా సంఘము చుట్టూ కాపుదల కాచిన ఆయన అయా నువ్వు సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అయా దినమంతయు నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లించిన సరే నాయన నీవు చాలా తండ్రి నీకు కుదరాలు స్తోత్రాలు దౌర్భాగ్యులు తండ్రి అయా మమ్మల్ని క్షమించండి తండ్రి ఏ విధమైన విధేయతలు ఉన్నప్పటికీ ప్రభా ప్రతిది విడిచిపెట్టిన ఆయన నీ సన్నిధిలో ప్రభా మేము జీవించడానికి మీరు సహాయం చేసి పెట్టబడుచున్నాము అవును నాయన నీ రాకడ కోరు కూడా అయా సూచనలు కనబడుచున్నవి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన అయా మీరు సహాయం చేయండి నాయన ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచండి తండ్రి ఆ సంఘంలో అనేక మంది రక్షింపబడవలసిన వారు ఉన్నారు వారి కొరకు మేము ప్రార్థన చేయించున్నాం నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలు దర్శించండి నాయన జ్ఞాపక చేత బలపరచమని అడుగుచున్నాము తండ్రి అయ్యా విడిచిపెట్టదు అయ్యా నీ అనేక మందిగా మేము చేస్తుంచాలి నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఆయన ముఖ్యంగా నీ దాసులు కొరకు మేము ప్రార్థన చేయించిన ప్రభా నీ బిడ్డ బలహీనుడుగా ఉన్నారని ప్రభా నీకు వాడు చెప్పి ఉన్నాడు నాయన మీరు బలపరచమని అడుగుచున్నాము దేవ నీ ఆత్మ చేత ప్రభా నీ బిడ్డని తాకమని అడుగుచున్నాము దేవ నీకు నిరంతరాలు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా అయ్యా నీ బిడ పడకల చుట్టూ మీరు ఉండడు నాయన మీరు స్వస్థపరచండి నాయన అయ్యా స్వస్థపరిచే హోవాను నేనట్టున్నావు కదా ప్రభా నీకు ప్రభా మీరు సహాయం ఇచ్చేది నాయన విడుదల కలిగించండి నాయన ఏ విధమైన బలహీనత లేకుండా ప్రభా నీ దాసుని నాయన అయ్యా మీరు బలపరచమని అడుగుచున్నాము తండ్రి నీ రక్తము చేత ఆయన అయ్యా నీ బిడలు నాయన నీ సాక్షిగా నీ పనిమూర్తిగా ప్రభా మరింత రాకడ కాలములు అనేక ఆత్మల కొరకు నాయన నిలబడగలిగిన వాడిగా మీరు అభిషేకించమని అడుగుచున్నాము విడిచిపెట్టదు ఆయన విడిచిపెట్టదు ప్రభా అనేక సంవత్సరములుగా నిస్సన్నిధులు నీ పరిచర్యలో ఏ విధంగా అయ్యా నిలబడి అనేక ఆత్మల కొరకు పోరాడినాడు ప్రభా నాయన అయ్యా మీరు సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాము తల్లి అయ్యా నాయన ప్రసాద్ రావు గారి అయ్యా మరి రాణి గారి కొరకు మేము ప్రార్థన చేయించిన నీ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను ఆయన నీ బిడ్డను కూడా దర్శించండి ప్రభా ఆ బిడ్డకున్న బలహీనతలు మీకు తెలుస్తున్నాయన ఆయన ప్రతి బలహీనతల నుంచి ఆయన మీరు విడుదల కలిగించమని అడుగుతున్నాము తల్లి అనుకోండి మరి జేమ్స్ మేము ప్రార్థన చేసిన నీ కుమారుడిని నాయన మీరు స్వస్థపరచండి కాలను ముట్టండి స్వస్థపరచమని అడుగుచున్నాము ఏ విధమైన బలహీనత లేకుండా ఆయన మీరు సరి చేసి పెట్టమని అడుగుచున్నాము తండ్రి బలహీనులైన అనేక మంది కొరకు మేము మీరు విడిచి ప్రార్థన చేస్తాం నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక్కొక్క కుటుంబాన్ని ప్రభా నీ చేతులకు అప్పగించుకునిచున్నాము నాయన ఏ విధమైన బలహీనతలు ఉన్నప్పటికీ ప్రభా వాటన్నిటిని ప్రభా నాయన నీ ప్రార్థన ద్వారా ప్రభా మీరే సహాయం చేసుకుని అడుగుతున్నాం విడుదల కల్పించండి అయ్యా నీ కుమారుడు బలపరచండి మరింతగా వాడుకోడు ఆయన అయ్యా నీ పరిచర్యలో ప్రభా నాయన నీ పనిముట్టుగా నీ సాధనముగా కదా ఆయన నీ జ్ఞానమును దయచేస్తున్న ఏ విధమైన జ్ఞానము కావాలి అయ్యా ఈ లోక సంబంధమైనది కాదు ఆయన పరలోక సంబంధమైన జ్ఞానం చేత ప్రభా నీ కుమారుడు అభిషేకించమని అడుగుతున్నాం ఇంకా నీ పరిచర్యలో ప్రభా అనేక ఆత్మల కొరకు పోరాడగలిగిన కుమారుడిగా ప్రభా మీరు నిలవబెట్టమని అడుగుతున్నాము తండ్రి సేవలు ప్రభా భారముతో కూడుకున్నది నాయన అటు భారమైన పనిని నాయన ప్రారంభించేటగా ప్రభా అయ్యా మీరు సహాయకుడిగా ఉండి ప్రభా నీ బిడ్డగా నాయన మార్గమును సరళము చేసి పెట్టమని అడుగుతున్నాము తండ్రి మరలా నీ సన్నిధిలో కలుసుకునే పర్యంతము ప్రభా నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి ఆయన మీరే సహాయం చేసి పెట్టమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామ పెట్టని వేడుకొచ్చున్నాం తండ్రి స్తోత్రం ప్రార్థన చేసుకుని రాత్రి కోడికను మనం ముగించుకుందాం మహోనుద్ర మహాగణుడ దేవాని ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి వందనాలు స్తోత్రాలు దేవ రాత్రికాల సమయంలో ఈ విధంగా ప్రభా ఎవరి గృహాల్లోనే మేముంటూ ఈ విధంగా జూమ్ ద్వారా ప్రభా ఇదిగో పాల్గొని ప్రభా నేను స్థుతించడానికి మీ మాటలు మరలా వినడానికి మాకు అనుగ్రహించండి ప్రభా మంచి సమయాన్ని బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ కొడుకుని ప్రభా మీరు దీవించినందుకు దేవానికి వందనాలు ఆశీర్వదించినందుకు దేవానికి వందనాలు ఇదిగో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ హస్తాలకి సమర్పిస్తున్నాం ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి మీ కృప వారందరికీ కూడా ప్రభు మీరు తోడుగుంచి నడిపించండి దేవానికి వందనాలు ప్రభా రాత్రి మరలా ప్రభా మీ స్వరాన్ని మాకు వినిపింపజేసినందుకు దేవానికి వందనాలు కీర్తనల గ్రంథంలో నుంచి ప్రభా మేము ఆత్మీయంగా ప్రభా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా ఇదిగో మీ కృప మాకు తోడుగుంచండి ఇదిగో ప్రభా మాకు తెలియనిటువంటి విషయాలు తెలియజేయండి అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి అవన్నీ కూడా మాకు ఆత్మీయంగా ప్రభా మేము బలపడడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా పేరు పేరున ప్రభు మీరు దీవించండి ఆశీర్వదించండి మీ కృప నిండుగా తోడుగుంచండి అలాగే మరి ముఖ్యంగా ప్రభు రాత్రి ప్రభా ప్రార్థన ప్రభా హలలియ ప్రభా కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ హస్తాలకి సమర్పిస్తున్నాం ప్రభా ప్రభా ఇదిగో కొండిపర్ జయమ్మ గారిని ప్రభా మీ హస్తాలకి సమర్పిస్తున్నాం దీవించండి దర్శించండి ఇదిగో కాలువాపుతో బాధపడుతుండగా రాత్రి ప్రభా హలలియ మీరు ముట్టి స్వస్థపరచండి గొప్ప కార్యం ప్రభా దేవ ప్రభా హలలియ తన జీవితంలో ప్రభు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా గొప్ప విడుదల అనుగ్రహించండి పూర్ణ ఆరోగ్యం దయచేయండి పూర్ణ పూర్ణ శక్తి దాయిచేయండి ఆ కాలుని ప్రభు ముట్టి ఇదిగో పూర్ణ బలం ఆ కాలికి దాయిచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రాలు సహాయం చేయండి అలాగే ప్రభాహాలు రాణి గారిని ప్రభా మీ హస్తాలకు సమర్పిస్తున్నాం ప్రభా ఇదిగో ప్రభా తలపోటుతో ప్రభా బాధపడుతూ ఉండగా ప్రభా సహాయం చేయండి కృప కలిగిన వాడానికి వందనాలు ఇదిగో ప్రభా గొప్ప కార్యం చేయండి దేవా హలలియా మంచి ఆరోగ్యం దాయిచేయండి మంచి విడుదల అనుగ్రహించండి దేవానికి వందనాలు పూర్ణ ఆరోగ్యం దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాం ఆ బలహీనత నీరసం అన్నింటిలో నుంచి విడుదల అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నామే నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృప కలిగిన వాడానికి వందనాలు ప్రభా అలాగే ప్రభా ఇదిగో ప్రభా హలలియ ప్రభా రవి అన్నని ప్రభా కుటుంబాన్ని ప్రభా మీ హస్తాలకి సమర్పిస్తున్నాం ప్రభా దీవించండి ఆశ్రవదించండి ఒక నూతనమైనటువంటి మార్గం వారి కొరకు తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇదిగో మీ చిత్తం ఏమైందో మాకైతే తెలియదు కానీ ఇదిగో ప్రభా మీ చిత్తం వారి పట్ల జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇదిగో సంఘంలో ప్రభా ఇదిగో ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉండేటువంటి వారు ఇదిగో సంఘంలో ప్రభా ఒక ప్రభా స్తంభాలుగా నిలబడేటువంటి వారిని ప్రభా మీ హస్తాలకి సమర్పిస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా హలలియ సహాయం చేయండి కృపను గురించండి దేవానికి వంద వందనాలు ప్రభా ఇక్కడే ప్రభా దేవప్రభ ప్రభా మీ చిత్తమైతే ప్రభా నూతనమైన ప్రభా వ్యాపారం పెట్టుకోవడానికి నూతనంగా షాప్ పెట్టుకోవడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మీరే గొప్ప కార్యం చేయగలిగినటువంటి వాడు ప్రభా ఇదిగో ప్రభా సహాయం చేయండి అలాగే ప్రభా పాస్టర్ గారిని ప్రభు మీ చేతికి సమర్పిస్తున్నాం ప్రభా దీవించండి ఆశ్రవదించండి ఉన్నటువంటి ప్రభా శారీరకమైనటువంటి బలహీనత అన్నింటిలో నుంచి విడుదల అనుగ్రహించండి మంచి ఆరోగ్యం దయచేయండి పూర్ణ ఆరోగ్యం దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా సహాయం చేయండి దేవానికి నీకు వందనాలు ఇదిగో ప్రభా ఈ కొడుకు అంతరిని కూడా ప్రభు మీరు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు దేవానికి నీకు వందనాలు మరలా మేము కలుసుకునే వరకు ఇదిగో మీ కృప కాపుదల క్షేమము భద్రత మాకందరికీ తోడుగుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా సమస్తం ప్రభా మీ చేతికి సమర్పిస్తున్నాం మీరే తోడయుండి నడిపించండి ఆశ్రవదించమని ఇదిగో ప్రభా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆశీర్వాదం తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం ఈ మీటింగ్లో తోడై ఉన్నటువంటి కూడై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు అందరికీ వందనాలు దేవుడు మీ అందరిని దీవించునుగాక ఆమెన్ ఆమెన్